అనే ఒక టాపిక్ ఈ టాపిక్ నేమ్ బ్రాగ్ సమీకరణం సో బ్రాగ్ సమీకరణంని సాధారణంగా మనం గణపదార్థాల యొక్క నిర్మాణాన్ని తెలుసుకోవడానికి ఉపయోగిస్తాం సో గణపదార్థాల నిర్మాణాన్ని శోధించడానికి ఉపయోగించడా ఉపయోగించే సమీకరణాన్ని మనం బ్రాగ్ సమీకరణం అంటాం సో సాధారణంగా ఈ సమీకరణాన్ని two d sine theta is equal to n lambda d sine theta is equal to n lambda లేదా d is equal to n lambda by two sine టీటాగా సూచించవచ్చు so two d sine theta is equal to n lambda లేదా d is equal to n lambda by two sine టీటాగా సూచించవచ్చు సో దీన్ని మనం ఏ విధంగా రాబట్టవచ్చో చూద్దాం ఒకసారి సో దానికోసం ముందుగా నేను పటంలో చూపించిన విధంగా ఒక గణపదార్థం యొక్క నిర్మాణాన్ని తీసుకున్నాం సో సాధారణంగా గణపదార్థం అనేది పొరల పొరల నిర్మాణాన్ని లేదా అణువులు అనేవి ఒకదానిపైన ఒకటి ఒకదాని పక్కన ఒకటి ఒకదాని వెనకాల ఒకటి ఈ విధంగా అనేక తలాలుగా అమరి ఉంటాయి <clears throat> వీటినే మనం పొరలుగా అనుకోవచ్చు సో ఒకటవ పొరలోని తీసుకుంటే లేదా ఒకటవ తలాన్ని తీసుకుంటే ఇవి అణువులు రెండు మూడు నెక్స్ట్ అదేవిధంగా రెండవ తలంలోని అణువులను కూడా ఒకటవ తలంలోని అణువులు ఏ విధంగా అయితే అమరి ఉన్నాయో వాటి వల్లే అమరి ఉన్న రెండవ తలాన్ని కూడా తీసుకున్నాము సో ఒకటి రెండు మూడు సో ఒకటవ తలానికి అణువులు ఎక్కడైతే అమరి ఉన్నాయో అదే స్థానంలో రెండవ తలంలోని అణువులు కూడా అమరి ఉన్నాయి సో ఈ రెండు తలాల మధ్య దూరాన్ని మనం స్మాల్ డీతో సూచించుకున్నాం సో రెండు తలాల మధ్య దూరాన్ని దేంతో సూచిస్తున్నాం స్మాల్ డీతోని సూచిస్తుంది సో ఇప్పుడు ఈ గణపదార్థం ఉపరితలంపై తరంగ తరంగదైర్ఘ్యం కలిగిన సో తరంగ తరంగదైర్ఘ్యం కలిగిన ఎక్స్ కిరణాలని పడేటట్లు చేస్తే ఈ ఎక్స్ కిరణాలు ఉత్పత్తి స్థానం నుంచి గణపదార్థం ఉపరితలంపై పడి అవి అణువుల గుండా వివర్తనం చెందుతాయి సో ఇక్కడ ఎక్స్ కిరణాలు సాధారణంగా మనం ఒకటవ కిరణం అనేది ఒకటవ తలాన్ని తాకి వివర్తనం చెందింది అనుకున్నాం సో ఇక్కడ మనం వివర్తనం చెందే కోణాన్ని వివర్తన కోణం టీటాతోని సూచిస్తుంది సో ఇది ఎందుకు వివర్తనం చెందుతాయి అంటే మనం ఎక్స్ కిరణాలని కొంత కోణంలో ఘనపదార్థంపై పడేటట్లు చేస్తాం మనం ఎంత కోణంతో అయితే పడేటట్లు చేస్తామో అంతే కోణంతో వివర్తనం చెందుతాయి సో టీటా కోణంతో ఒకటవ కిరణం గణ ఒకటవ పొరలోని అణువులను తాకి టీటా కోణంతో వివర్తనం చెందింది అదేవిధంగా రెండవ ఎక్స్ కిరణం కూడా అదే స్థానం నుంచి వచ్చి రెండవ పొరలోనికి ప్రవేశించి రెండవ పొరలోని అణువుని తాకి వివర్తనం చెందింది అనుకుంది సో ఇక్కడ కూడా రెండు ఎక్స్ కిరణాలు ఒకే స్థానం నుంచి వస్తున్నాయి కాబట్టి రెండింటి యొక్క కోణం ఒకే విధంగా ఉంటుంది కాబట్టి రెండు వివర్తనం చెందిన తర్వాత కూడా ఒకే కోణాన్ని కలిగి ఉంటాయి సో టీటా సో మనం ఒకసారి గమనిస్తే పటం ప్రకారం ఒకటవ పొర లేదా ఒకటవ ఎక్స్ కిరణం అనేది ఒకటవ పొరలోనికి ప్రవేశించింది లేదా ఒకటవ పొరలోని అణువులను తాకి వివర్తనం చెందితే రెండవ ఎక్స్ కిరణం రెండవ పొరలోని అణువులను తాకి వివర్తనం చెందింది సో ఇక్కడ మనం గమనిస్తే ఒకటవ పొర లేదా ఒకటవ కిరణానికి రెండవ కిరణం రెండవ పొరలోని అణువులను తాకాలంటే ఒకటవ పొర కంటే కూడా కొంచెం ఎక్కువ దూరం ప్రయాణించాలి ఎంత ఎక్కువ దూరం ప్రయాణించాలి ఏ బి ఎక్కువ దూరం ప్రయాణించాలి ఎవరు రెండవ కిరణం ఎవరిని తాకడానికి రెండవ తలంలో ఉండే అణువులను తాకడానికి ఏబి ఎక్కువ దూరం ప్రయాణించాలి సో అదేవిధంగా వివర్తనం చెందిన ఎక్స్ కిరణం కూడా బీసీ ఎక్కువ దూరం ప్రయాణించిన తర్వాత మాత్రమే అది ఉపరితలం నుంచి బయటికి వస్తుంది అంటే ఒకటవ కిరణంని మనం రెండవ కిరణాన్ని కనుక పోల్స్తే రెండవ కిరణం అనేది ఒకటవ కిరణం కంటే ఎంత ఎక్కువ దూరం ప్రయాణిస్తుంది అణువులను తాకడానికి ఏబి ఎక్కువ దూరం అణువులను తాకిన తర్వాత బీసీ ఎక్కువ దూరం సో మొత్తంగా ఎంత దూరం ప్రయాణిస్తుంది ఏబి ప్లస్ బీసీ ఎక్కువ దూరం ప్రయాణిస్తుంది రెండవ కిరణం సో ఇప్పుడు బ్రాగ్ విశ్లేషణ ప్రకారం ఈ రెండు కిరణాలు ఒకే ఉత్పత్తి స్థానం నుంచి వచ్చినప్పుడు ఈ రెండింటి ప్రావస్థ ఒకే విధంగా ఉంటుంది కానీ ఆయన గమనించింది ఏంటంటే వివర్తనం చెందిన తర్వాత కూడా రెండు వివర్తన ఎక్సికిరణాలు కూడా ఒకే ప్రావస్థలో ఉండాలంటే వివర్తనం చెందిన రెండు ఎక్సికిరణాలు కూడా ఒకే ప్రావస్థలో ఉండాలంటే రెండవ కిరణం ప్రయాణించిన ఎక్కువ దూరం ఏబి ప్లస్ బీసీ అనేది తరంగదైర్ఘ్యానికి పూర్ణాంక గుణిజముగా ఉండాలి అని చెప్తాడు సో బ్రాగ్ విశ్లేషణ ప్రకారం ఏమవుతుందంట రెండవ కిరణం ప్రయాణించిన ఎక్కువ దూరం ఏబి ప్లస్ బీసీ అనేది ఎవరికి పూర్ణాంక గుణిజముగా ఉండాలి ఎక్స్ కిరణం యొక్క తరంగ దైర్ఘ్యానికి పూర్ణాంక గుణిజముగా ఉండాలి అని చెప్తాడు సో ఇది బ్రాగ్ విశ్లేషణ సో దీని ప్రకారం మనం సమీకరణాన్ని ఉత్పాదించడానికి మనం ఏని డీని కలిపేలాగా ఒక గీత గీసుకున్నాం అదేవిధంగా డీని సిని కలిపేలాగా ఒక గీత గీసుకుంది సో ఇప్పుడు మనం త్రిభుజం ఏబిడి సో ఇట్లా త్రిభుజం ఏబిడిని గనక తీసుకుంటే సో త్రిభుజం ఏబిడి నుండి సో దీన్ని మనం ఇంకా ఎక్స్ప్లెయిన్గా సో డీటెయిల్గా రాసుకుంటే ఈ విధంగా వస్తుంది సో డి దగ్గర కోణం ఉంది కోణానికి ఎదురుగా ఏబి ఉంది సో కోణానికి ఆనుకొని బీడీ ఉంది సో బీడీ సో ఇది కనుక గమనిస్తే మనకి లంబకోణ త్రిభుజం లాగా కనిపిస్తుంది సో లంబకోణ త్రిభుజంలో కోణానికి ఎదురుగా ఉండేది ఎదుటి భుజం సో కోణానికి పక్కనగా ఉండేది ఆసన్న భుజం ఇది కోణం ఉండేది కర్ణమైతే సో దీని లంబకోణ త్రిభుజం నుంచి మనం సైన్ టీటా అని కనుక రాస్తే సో సైన్ టీటా అంటే కోణానికి ఎదుటి భుజము బై కర్ణం సో ఇక్కడ ఎదుటి భుజము అంటే టీటాకి ఎదుటి భుజం ఏబి కర్ణం బిడి సో ఆ సమీకరణం ప్రకారం మనం ఏబి బై బీడి రాసుకున్నాం కానీ ఇక్కడ బీడి అంటే ఏంటిది ఇక్కడ నుంచి ఇక్కడికి దూరం సో ఈ దూరాన్ని మనం ఆల్రెడీ నిర్వచించుకున్నాం కదా ముందే ఇక్కడ నుంచి ఇక్కడికి దూరం ఎంత అది డి స్మాల్ డి కాబట్టి బీడీకి బదులు స్మాల్ డిని రాసుకోవచ్చు మనం సో ఇక్కడ అడ్డగుణకారం చేసిన తర్వాత బీడీకి బదులు ఏం రాసుకోవచ్చు స్మాల్ డి రాసుకోవచ్చు సో అప్పుడు సమీకరణం ఏమైంది AB is equal to d sine theta దీని సమీకరణం నెంబర్ రెండు అనుకుందాం అదేవిధంగా ఇంకొక త్రిభుజం ఉంది త్రిభుజం బీసీడి నుండి త్రిభుజం బీసీడి నుండి దీని నుంచి కూడా మనం సైన్ టీటాని రాస్తే ఎదుటి భుజము ఇక్కడ కోణం ఉంటుంది ఎదుటి భుజము బీసీ అదేవిధంగా కర్ణము బీఈడి దీనికి కూడా కర్ణం సో అప్పుడు ఏమవుతుంది sine theta is equal to BC by BD ఎదుటి భుజము బై కర్ణము దీన్ని అడ్డగుణకారం చేస్తే మళ్ళీ మనకు BC is equal to BD into sine theta వస్తుంది బీడీ అంటే ఆల్రెడీ మనం తెలుసు బీడీ అంటే ఏంటిది రెండు తలాల మధ్య దూరం స్మాల్ డీగా సూచించింది కాబట్టి బీడీకి బదులు డి సైన్ టీటా రాసుకోవచ్చు సో అప్పుడు ఈ సమీకరణం ప్రకారం ఏమైంది BC is equal to d sine theta so ఇక్కడ AB is equal to d sine theta అనే వచ్చింది మనకి బీసీ ఈజ్ ఈక్వల్ టు కూడా డి సైన్ టీటా అనే వచ్చింది ఈ రెండు విలువలని ఈ సమీకరణంలో ప్రతిక్షేపిస్తే సో ఇప్పుడు ఏబీకి బదులు డి సైన్ టీటా బీసీకి బదులు d sine theta is equal to n lambda so అప్పుడు మొత్తంగా సమీకరణం ఏం రాసుకోవచ్చు మనం two d sine theta is equal to n lambda లేదా దీనిని పునరమరిక చేస్తే d is equal to n lambda by two sine theta వస్తుంది సో ఈ సమీకరణంలో స్మాల్ డి దేన్ని సూచిస్తుంది అంటే రెండు తలాల మధ్య దూరాన్ని సూచిస్తుంది టీటా అంటే వివర్తన కోణం నెక్స్ట్ లామిడా అనేది ఎక్స్ కిరణం యొక్క తరంగ దైర్ఘ్యం నెక్స్ట్ ఎన్ అనేది ఏదైనా ఒక పూర్ణ సంఖ్య వన్ టూ త్రీ ఫోర్ ఈ విధంగా ఏదైనా ఉండవచ్చు